సామ్ టేక భవాను టేక భవాను నమస్తే నమస్తే ఇప్పుడు ఇట్లాను సామ్ సామ్ నమస్తే సామ్ ఇట్లా నమస్తే అను నమస్తే అది అది గుడ్ బాయ్ కదా దివ్వు దివ్వు బ్యాడ్ బాయ్ ఇట్లా నమస్తే అను నమస్తే రెండు చేతులతో చెప్పాలా చెప్పు చెప్పు ఏ చేతిలో ఉంది అంటున్నాడు ఏ చేతిలో ఉందా ఈ చేతిలో ఉంది ఈ చేతిలో అవును బుజ్జోడా ఏ చేతిలో ఉంది ఏ చేతిలో ఉంది ఈ చేతిలో ఉంది అను ఇదేనా ఓపెన్ చేయట్లా దాంట్లో నిందా ఏ దొంగ సరే ఈ చేతిలో ఉంది ఈ చేతిలో అబ్బో దొంగ ఈ చేతిలో ఉంది ఓపెన్ చేయది ఓపెన్ చేయి లేదా దాంట్లో ఏంటి ఓపెన్ చేసి చూపి పెట్టలేదా సరే మళ్ళీ మళ్ళీ సరే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పెట్టు శామ్ సామ్ సర్దుతున్నావా సర్దుతున్నావా అమ్మకి హెల్ప్ చేస్తున్నావా అమ్మకి హెల్ప్ చేస్తున్నావా డాన్స్ వేసాం డాన్స్ అయిపోయిందా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్